హాయ్ ఇవాళ పచ్చి రైస్తో కోడిగుడ్డు పుల్ట ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను స్టవ్ మీద దాకా పెట్టానండి మీకు మీకు ఎలా కావాలంటే అలాగా నాన్ స్టిక్ ప్యాన్ కానీ దాక కానీ ముక్కుడు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు నేనైతే ఇది దాకా పెట్టుకున్నాను ఆయిల్ వేస్తున్నానండి త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి చాప్ చేసుకున్నాను ఉప్పు కారం వేసి ఉడకబెట్టాను బాయిల్ చేసిన ప్రాన్స్ యూస్ చేస్తున్నామండి వాటిని కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాం ప్రాన్స్ బాయిల్ చేసిన ప్రాన్స్ అనేది చూస్తున్నారు కదా కొంచెం వేసుకుంటే సరిపోతుందని కరెక్ట్ ఆ టేస్ట్ వస్తుంది జస్ట్ ఫర్ టేస్ట్ కోసమండి ఇవి హాఫ్ బాయిల్ చేయడం వల్ల సేమ్ మనకి లైక్ కొంచెం చికెన్ పీసెస్ లా అనిపిస్తాయి బాగుంటాయి మామూలుగా ప్రాన్స్ డైరెక్ట్గా వేస్తే కొంచెం ఉన్నట్టు అనిపిస్తాయి కదా మీకు కావాలంటే అలా కూడా వేసుకోవచ్చు నేనైతే ఇలా చేస్తున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి రెగ్యులర్గా కోడిగుడ్డు పులుసు అనేది వేసుకుంటాను కదా సో ఈసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది మనం ఆనియన్స్ వేస్తున్నాయి ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేస్తున్నాం నేను ఆల్రెడీ షాప్ చేసి పెట్టుకున్నానండి ఒక ఆరు పచ్చిమిరపకాయలు ఇందులో వేస్తున్నాను అలాగే చిన్న ఒక రేప వెల్లుల్లి రబ్బ అండ్ అల్లం ముక్క చిన్నది వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇక కారం సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఆల్రెడీ నేను ఫ్రాన్స్లో సాల్ట్ ఉంది కాబట్టి నేను జస్ట్ ఒక స్పూన్ వేస్తున్నానండి టూ స్పూన్స్ కారం వేసుకున్నాను ఓకే ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం హండ్రెడ్ ఎంఎల్ ఉంటుందండి ఓకే ఇప్పుడు మనం ఒక టూ మినిట్స్ కుక్ చేసుకుందాం ఈ బబ్లింగ్ స్టేజ్ వచ్చి వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ ప్రాన్స్ కూడా పూర్తిగా బాయిల్ అయిపోతే అప్పుడు మనం ఎగ్ కొడదాము నేనైతే ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్లో పెడదాము చూద్దాము ఇప్పుడు అంతా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలి చూసారు కదా వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఫోర్ ఎగ్స్ తీసుకుంటామండి నేను ఆల్రెడీ ఇలా కొట్టేసి పెట్టుకున్నాను జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఇలా ఉంచేద్దాం గేమ్ అది క్యాప్ పెట్టేస్తున్నానండి కోడిగుడ్డు పుట్టు రెడీ అయిపోయింది మీకు ఫ్రాన్స్ కనిపిస్తున్నాయా అక్కడక్కడ ఇవ్వ నేనైతే కొంచెం వేసాను మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి నీళ్ళు ఇలా పైకి చేరుకుని బబుల్ స్టేజ్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేయాలి ఆయిల్ చూసారా ఇలా బబుల్ స్టేజ్ వరకు ఉంచాలండి మీకు తక్కువైందంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు లేకుంటే ఇది సరిపోతుంది రెడీ అయిపోయిందండి మన కోడిగుడ్డు పచ్చిరేడు పుల్టు ఇక మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నామండి కోడిగుడ్డు పచ్చిరేలు పుల్టు ఓకే ట్రై చేయండి టేస్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో చెప్పండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్